నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న మన పరిశ్రమల మంత్రి గుడవాడ అమర్నాథ్ గారికి ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఆ రోజు నేను శాసనసభ్యుడిగా నామినేషన్ ఇచ్చేటప్పుడు ఒక హామీ ఇచ్చాను నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనట్టే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను అలాగే తెరిపించిన కాదు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ చేసి రన్నింగ్లో ఉన్న ఫ్యాక్టరీని మీరు శాసనసభ్యుడు అయిన తర్వాత పరిశ్రమల మంత్రి అయిన తర్వాత ఆ ఫ్యాక్టరీలకే తాళాలు ఇచ్చిన ఘనత ఈ గొడవ మనకి ఈ సెల్ఫీ ఛాలెంజ్ ఇస్తున్నాను ఇప్పటికైనా మీరు తెరిపిస్తారా లేకపోతే మళ్ళీ మా ప్రభుత్వంతో తెరిపించాలా మీ తప్పు ఒప్పుకుంటే మా ప్రభుత్వం వచ్చాడు మేము తెరిపిస్తాం ఆ రోజు కళ్ళబొల్ల మాటలు చెప్పాడు మీ నాయకులు కూడా రెండు వేల పదిహేనులో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్ష పాత్ర వహిస్తూ అనకాపల్లి నెహ్రూ చౌక్ దగ్గర ప్రమాణాలు పలికాడు గురువారం అమర్నాథ్ మరియు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయి ఆ రోజు ఇచ్చిన హామీలు ఆ రోజు ఇచ్చిన హామీ లేట్ అయ్యి మీరు రన్నింగ్లో పెట్టిన ఫ్యాక్టరీని మీరు తాళలేసిన నిర్వాహకం ఈ పరిశ్రమ మంత్రి చేస్తాడు మా నియోజకవర్గ దౌర్భాగ్యం గతంలో ఎప్పుడైనా మంత్రి